कण्ठस्थं गुरुष्टदैवतमिति तत्पादपङ्कीर्वम् प्राप्तं सतत याचे निबद्धाञ्जलिः चित्तम् मद्गुणदोषचिन्तनविदौ नमाकृताः श्रीसत्यात्मगुरो तोधङ्करिवलं मानमे सद्गतिः वेदेशमुनिसम्पाद सेवासम्प्राप्तवैभवान् यादवार्यान्न वरसुधा नमः पृथिवीमण्डलमध्यस्थाः गुणबोधमतानुगाः विष्णवाः विष्णुहृदयाः तान् नमस्कीगुरून् नम श्रीगुरुभ्यो नम नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितलयो नियतिप्रदाय ज्ञानप्रदाय विविधा समसौख्यदुःख सत्कारणाय वितताय नमो नमस्ते नारायणं सुरगुरुं जगदेकनाथं भक्त प्रिय भक्तप्रियं सकललोकनमस्कृतं च वैकुण्ठवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवभ्यमरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव देवी सरस्वती व्यास व्यासं ततो जयमुदीरयेत् स्वसुसुतामखिलसन्मङ्गलानि भवन्तु लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकर्मशापनोदनपुत्तरे निखिलकलिकृतकर्मशापनोदनपुटतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमन्महाभारततात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेय अनुवादः श्रीगुरुभ्यो नमः हरि ओं हरि ओं हरि ओं పన్నెండవ శ్లోకం ఇవాళ పాఠం మొదలవుతుంది పన్నెండవ శ్లోకముతో తాదృక్చేష్టా సమేతాయ అంగుళీయమదాత్తతః సీతాయా యాని చైవాసన్ ఆకృతే స్థాని సర్వశః తాదృక్చేష్టా సమేతాయ అంగుళీయమదాత్తతః సీతాయా యాని చైవాసన్ ఆకృతే స్థాని సర్వశః శ్రీగురుభ్యో నిన్నటి రోజు మహేంద్ర పర్వతాన్ని దాటి త్రికూట పర్వతానికి స్వామి Thank you. అనంత పర్వతాన్ని చేరుకున్న ఆంజనేయ స్వామి నంబగిరులు అని అంటారు అవి పొడుగ్గా ఉంటాయి చాలా అని చెప్పి లంకాపట్టణానికి ప్రాకార రూపంగా ఉన్నాయనే అభిప్రాయంతో లంబగిరులు లంబగిరులు అని చెప్తారు అలాంటి ఆ లంకాపట్టణానికి ప్రాకార రూపంగా ఉండేటటువంటి ఈ లంబగిరుల మీద వాలారు ఆంజనేయ స్వామి అక్కడి నుంచి లంకిని ఒక దెబ్బతో ఒక శాతముతో ఆవిడని ఓడించివేసి ఆవిడ అనుమతితో లంక వనాన్ని లంకాపట్టణాన్ని ప్రవేశించారు సంపాది చెప్పిన ప్రకారంగా అశోకవనంలో సీతామ్మవారు ఉన్నారు అని చెప్పిన కావాలనే అభిప్రాయంతో ఉద్దేశపూర్వకంగా భగవంతుడి సంకల్పానికి అనుగుణంగా ఆ లంకాపట్టణం మొత్తం కూడా వెతుకుతూ ఆంధ్రదేశాన్ని కట్టుకున్నారు చివరికి అశోకవనికలో ఉన్న సీతామ్మవారిని చూడడం అనేది జరిగినది అక్కడ ఉన్నది సీత ఆకృతి అని ఆంజనేయ స్వామికి తెలుసు అయినా కూడా నిజమైన సీత అమ్మవారు ఉంటే ఎలా వ్యవహరించాలో ఆ రకంగా వ్యవహారం చేశారు దాతృశ్చేత సమేతాయ అంగులీయ మదాత్మక ఏ రకంగా అయితే ఆ రామచంద్ర స్వామి యొక్క సంకల్పం అనేది ఉన్నదో ఆ సంకల్పానికి అనుగుణంగానే ఆంజనేయ స్వామి కూడా అక్కడ సీతామ్మవారితో మాట్లాడడం రామాయణాన్ని చెప్పడం రామచంద్రుడికి ఇచ్చిన అంగుళీకాన్ని ఇవ్వడం ఇవే మొదలైనటువంటి పనులన్నీ కూడా చేసి ఉన్నారు ఇదివరకు మనం తెలుసుకున్నాం ఇంద్రదేవుడు విశేషంగా సమీపులై ఉన్నారు ఆ ఇంద్రదేవుడే స్వభాగా సీతాసక్తిలో ఉంటూ ఆ సందర్భానికి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం అనేది జరిగినది అది వెనకటి అధ్యాయంలో మనకు చెప్పారు మొత్తానికి శాస్త్రశ్రేష్ట సమేతాయ అన్ని పదార్థ ఆ భగవంతుడి సంకల్పానికి తగ్గట్టు సీతామ్మవారి ఏదైతే వాల్మీకి రామాయణంలో చెప్పి ఉన్నారో జడతోనే ఉలి వేసుకోవాలి అని అనుకోవడం ఆ రాక్షసులతో నన్ను భక్తించి వేయండి అని అనడం ఇవే మొదలైనటువంటి నానాది విధానం కూడా ఉండేటటువంటి విడంబనని ఇంద్రదేవుడే సీతాసక్తిలో చేశారు ఆ విడంబనకి అనుగుణంగా ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా దానికి తగ్గట్టే విడంబన చేశారు తాతృశ్చేష్టాసమేతాయాహ అంతి విజయం అదాత్మక తన పరిచయం అంతా చేసుకున్న తర్వాత రామాయణ జాతను చెప్పి సీతామ్మవారికి వారికి అంటే సీతాకృష్ణికి తన ఎందు విశ్వాసం వచ్చేసి ఎలా నడుచుకోవాలో అలా నడుచుకున్నాక అంగుళీయం అదాత్మక అంగుళీక రామచంద్రుడి యొక్క అంగుళీకాన్ని ఆ సీతమ్మ వారికి ఇచ్చారు సీతాయాన్ని చేయవాసం నాకృష్ణ సర్వశ ఉంటుంది అంతేకాకుండా గీతాకృతిలో ఉండేటటువంటి ఆభూషణ ఏదైతే చూడమణి అనేది ఉన్నదో అటువంటి చూడమణిని గీతాకృతియే ఆంజనేయ చూడడం అనేది జరిగింది ఇది ఎలా సీతమ్మ వారు వేసుకునేటటువంటి ఆభరణాలే గీతాకృతి కూడా ఉన్నాయి భూషణాన్ని చిదాపుత్ర ధాన్యవాసం సఫైవత అస చూడమణి నిత్యం దాతం రామాయ సాధదౌ భూషణాని క్రీడా పుష్పా ధాన్యేవాసం తథైవచ రామాయ సాధదు మూల రూపంలో ఉండేటటువంటి సీతామ్మవారి ఆభరణాలు ఎలా ఉన్నాయో అట్టు వచ్చినట్టు అలాంటి ఆభరణాలనే సీతా కూడా తయారు చేసి ఇచ్చారు సీతా అమ్మవారు అలాంటి ఆభూషణాలు అంటే అదే అంశభేదం అని చెబుతారు వాదరాజ స్వామి గారు ఎందుకు అంటే ఏ రకంగా అయితే భగవంతుడి రూపాలకి అంశావతారాలు అని అంటారో అలా భగవంతుడి ఆయుధాలకి కూడా అంశాలు అనేవి ఉన్నాయి గాంధీ విధానకు మొదలైనటువంటి అద్భుతమైన ఆయుధాలకి కూడా అంశభేదం అనేది అంశాలు అనేవి ఉన్నాయి అలాగే సీతామ్మ వారు వేసుకునే ఆభరణాలకి భగవంతుడు వేసుకునే ఆభరణాలకి కూడా అంశాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఆభరణం రెండవ రూపంగా బయటికి రావడం భేదంతో ఇలా ఆభరణాల్లో నిర్మాణమై ఉన్నాయి ఏవైతే సీతా అమ్మవారి సామర్థ్యానికి తగ్గట్టే ఆ రెండు రకాలుగాను కూడా అదే ఆభరణాలు అదే క్రమలో అదే రీతిగా తీసుకు కూడా వ్యత్యాసం ఆ మూల ఆభరణాలకు తగ్గట్టే సీతా అలాంటి ఆభరణాలని పెట్టారు ఈ రకంగా మూల రూపంలో ఉండే సీతామ్మవారి ఆభరణాలకి సీతాకృష్ణుడికి ఉండేటటువంటి ఆభరణాలకి కూడా వ్యత్యాసం లేదు అంత చక్కగా జిరాక్స్ కాపీ లాగా జిరాక్స్ కాపీ అన్నా కూడా కొంచెం వేరు ఇంకోటి చేసినట్టు ఉంటుంది కదా ఆ రకంగా ఇంకోటి చేశారు ఆభరణాలు ఇలా భగవంతుడి ఆయుధాలకి కూడా అంతర్భేదం అనేది ఉన్నది భాగవతంలోనూ కూడా ఇక్కడ మహాభారతాశ్రమంలో కూడా భగవంతుడు చక్రాయుధం అనేది పరశురాముల వారి తీసుకున్నారు అని ఒకసారి కాండవనాన్ని గ్రహణ దహనం చేసిన సందర్భంలో మహాభద్రికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చక్రాన్ని పూజ తీసుకొచ్చారు అని చెబుతారు దీనికి ఎన్ని రకాల చక్రాలు ఉన్నాయి అంటే ఒకటే చక్రం ఆ చట్టానికి ఆంతర్యగం అనేది వేరు వేరు అంశాలు విడిపోవడం అనేది జరుగుతుంది అలాగే భాగవతంలో అశ్వతామ ప్రయోగించిన బ్రహ్మాంశానికి అంశాలు అనేది విభాగమై ఐదు అంశాలు పాండవులపై రాగా ఆరవ అంశం పరిస్థితుల మీద బయలుదేరి మనం వింటాం అలా సీతామ్మవారి ఆభరణాలే నాకు వాటికి తగ్గట్టు దానికి సరిపోయే రకంగానే అటువంటి ఆభరణాలు గీత ఆసక్తి కూడా ఉన్నాయి అతని చెబుతారు అత చూడామణి దివ్యం దాతుని రామాయ కాపదు చూడామణిని నువ్వు నన్ను చూశావు అని చెప్పడానికి రామచంద్రుడికి విశ్వాసం కలగడానికి చూడామణిని నువ్వు రామచంద్రుడికి చూశాకటి తన జడలో ఉండేటటువంటి చూడామణిని ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించడం అనేది అమ్మవారి ఆభరణాలే సీతాశక్తికి ఉన్నాయి కూడా దాన్ని ఇవ్వడం జరిగింది సీత అమ్మవారి ఆభరణాలే సీతాశక్తికి ఉండగా అటువంటి ఆ చూడమని సీతమ్మవారు సీతాశక్తి ఇవ్వడం మనకి జరిగింది కాబట్టి అదే చూడమండి అని అనుకున్నాం భక్తుడు కూడా నూతన అభిధానాన్ని నిత్యం పాదాలు ఉందని ఇత్యాది మాటలు చెప్పేటటువంటి సందర్భంలో అవే గద్దెలు గద్దెలు మాత్రమే కనిపెట్టగలదు అని అంటారు కూడా వ్యత్యాసం లేకుండా చాలా సూక్ష్మకుండా అణువులోనూ కూడా వ్యత్యాసం లేకుండా అలాంటి ఆభరణాలు అనేవి ఇంకా కూడా ఉన్నాయి అని తెలుసుకోవాలి కాబట్టి అమ్మవారు తమ ఆభరణాలు పొడిగించారు ఆవిడ ఖాళీగా వెళ్ళారు పోతిగా వెళ్ళారు కాదు ఆవిడ అవే ఆభరణాలు వేసుకుని వెళ్ళారు ఇంకా కూడా అలాంటి ఆభరణాలే పెట్టారు ఆ అతి పుత్రికగా వేదవతి దేవి అని చెప్పడం జరిగింది వెంకటే అధ్యాయం ఆ వెంకట అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా ఆ సీతామ్మవారు తమ సామర్థ్యంతో సీతాకృతిని నిర్మాణం చేసి ఆకృతితో పాటు తను వేసుకునే ఆభరణానికి అభివృద్ధి అవే ఆభరణాలని కూడా అనేది జరిగింది కాబట్టి తన ఆభరణాలని ఆవిడకి తొలగించి తను గోతిగా వెళ్ళారు ఖాళీగా వెళ్ళారు అని కాదు తనకు అవే ఆభరణాలు ఉన్నాయి సీతాకి కూడా అవే ఆభరణాలు వచ్చాయి ఆ యొక్క సామర్థ్యంతో భూషణానికి ధాన్యవాసం సమయం అతను రామని నిత్యం సాపురామాయ సాగు ఈ ఆభరణాలన్నీ కూడా ఎలాంటివి అంటే నిత్యం అని అంటారు సామాన్యులైనటువంటి స్త్రీలు చేసుకునేటటువంటిది కాదు చాలా అద్భుతమైనటువంటి చాలా శ్రేష్టమైనటువంటి దేవతల కంటే నిన్న అయినా దేవతలు వేసిన ఆభరణాలకి నిన్న అయినటువంటి అద్భుతమైనటువంటి ఆభరణాలని ఆ సీతా ఇవ్వడం జరిగినది అందుకనే దివ్య అని అంటారు క్రీడాయా లేదా విద్య అంటే దేవతా సంబంధి అనే అభిప్రాయాన్ని కూడా తీసుకుంటారు ఇలా దేవతా సంబంధి అయినటువంటి అద్భుతమైన ఆభరణాలు దివ్యమైనటువంటి ఆభరణాలు మానవ మాత్రం తీసుకోవడానికి ఆభరణాలు అలాంటివి సీతా అమ్మవారు సీతాచరి తనకు తొలగబడినటువంటి ఆభరణాలు ఉన్నాయో వాటిని వాటిలోనే చూడమని అధివేశానికి ఇవ్వడం జరిగేది ఈ వెళ్ళలేదు కదా ఆవిడ వెళ్ళేటప్పుడు నారసీల మీద వెళ్ళారు కదా అనేకం నుండి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి ఆభరణాలు సందేహం కలగదు కొంతమంది కానీ రామాయణాన్ని గమనిస్తే అగస్తుల వారి భార్య భరద్వాజుల వారి భార్య వీళ్ళందరూ కూడా పతివ్రత స్త్రీలు అలాంటి స్వతంత్ర శాస్త్రులందరూ కూడా వాళ్ళే నామకలగా తమ వారికి ఆభరణాలు ఇవ్వడం అనేది జరిగింది అని రామాయణంలో మనం విన్నాం అలాంటి ఆభరణాలే నిజమైన ఆభరణాలు ఋషులు దేవతలు లాంటి మహానుభావులు దర్శించేటువంటి ఆ అద్భుతమైన ఆభరణాలు అనేవి ఉన్నాయి అని మనం గమనిస్తాం కాబట్టి తమ వారు వేసుకున్న ఆభరణాలే ఈ శాస్త్ర ground agar यद्यप्ते तन्न पश्यन्ति निशाचरगणात्मके विलोककारणस्पर्धे पश्यन् कृत एव च यद्यप्ते तन्न पश्यन्ति निशाचरगणात्मके विलोककारणस्पर्धे సర్వం ఇటువంటి ఈ విడంబన ఆంజనేయ స్వామి తీసుకుండగా ఉండగా ఎవరు చూడలేదా అంటే అసురులు అక్కడ కాపలాగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా చూడలేదు కానీ అసలు ఎవరూ చూడలేదు అని కాదు దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఋషులు గురువులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి చేసేటటువంటి అద్భుతమైన విలంబనని వారందరూ కూడా చూడడం అలాంటి ఆ నానా రకాలుగాను కూడా ఆ అత్యాచరులు అంటే అక్కడ ఉండేటటువంటి లంకావాసులు అనేవాళ్ళు చూడకపోయినా దేవతలకి యజ్ఞకి జ్ఞానులైన వాళ్ళు మహానుభావులు అప్రోక్ష జ్ఞానం పొందిన వాళ్ళు విషయోజ్ఞానులో దేవాధ్య ఇలాంటి ఆ జ్ఞానులు దేవతలు నెరవేరిన వాళ్ళు మాత్రము చేసేటటువంటి విద్యమైన విడమనని మనం తెలుసుకోవడం జరిగినది ఇది ఒక కారణ సర్వే అంతర్హిత గురిగణ సిద్ధాంత అని వాల్మీకి రామాయణంలో కూడా చెప్పారు అంతర్హితులైన అంటే అదృశ్య రూపంగా ఉంటూ ఆ ముందు ఋషులు మొదలైన వాళ్ళందరూ కూడా రకంగా ఆంజనేయ స్వామి కూడా చూడడం तेषां विडम्बनायैव दैत्यानां पञ्चनाय च पश्यतां कनिष्ठानां विलम्बोऽयं को भवेत् तेषां विडम्बनायैव दैत्यानां पञ्चनाय च पश्यतां शुद्धानां पश्यतां कनिष्ठानां विलम्बोऽयं को भवेत् देवतलौ ऋषिः ఉండగా విడంబన అనేది చేశారు లంకావాసులు ఎవరు కూడా ఆంజనేయ స్వామిని చూడలేదు అలా అని చెప్పి అసురులు ఎవరు కూడా చూడలేదు అని దేవతలకి ఎలా సంతోషం కలగజేశారు అదే రీతిలో అసురమోహనం అని చేశారు వైజ్ఞానం మంత్రాయన ఇక్కడ ఒక విశేష అంశాన్ని వాజరాజస్వామి గారు చెబుతారు వెనకటి శ్లోకంలో బుద్ధుల గురించి ప్రస్తావన చేసి తేషాం విడంబన ఏవ అని అన్నారు విడంబన అనేది వేరు వంచన అనేది వేరు రెండు శబ్దాలు వ్యత్యాసంగా ఉన్నాయి విడంబన అని అంటే కేవలం తత్వజ్ఞానాన్ని కలగజేయాలని చెబుతూ ఇదంతా అసలమోహనం కోసం చేస్తున్నాను అయినా నిజంగానే ఏం చేస్తామో వ్యక్తి నచ్చింది నిజంగానే సీతమ్మ మాట్లాడితే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడినట్టు ఇదే మొదలైనటువంటి నానా రకాలుగాను కూడా యథార్థ స్థితి లేకపోయినా యథార్థ స్థితి ఉన్నట్టే నడుచుకోవడం అనేది విడమ్మన అంత మాత్రాన రుచులకి గురించి సంతోషం అనేది కలిగినది కానీ అదే క్రమలో దైత్యానం మంతరాయి ఋతులకి మునులకి విడమ్మన అనేది చేయగా దైత్యులకి మంచనా అనేది చేశారు రెండింటికి కూడా వ్యత్యాసం అనేది ఉండదు దేవతలకి ఋషులకి ఆశ్చర్యం కలిగే రకంగా ఎంత బాగా నాటకం చేస్తున్నారా ఈయన అని అర్థం చేస్తూ ఎంత బాగా నాటకం చేస్తున్నారా ఈయన అనే విషయాన్ని వాళ్ళు గమనించారు ఇటువైపు చూస్తే రైతులు మొదలైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మాత్రం నిజంగానే సీతా వియోగం అనేది జరిగిపోయింది నిజంగానే సీతా అమ్మవారి వెతకడం కోసం అది రామచంద్రుడు వారు ఆంజనేయ స్వామిని పంపించారు అని వాళ్ళు అనుకోవడం అనేది కూడా జరిగింది మొత్తానికి ఒకే ఒకే క్రమ ఒకే పని దేవతలకి నాటక రూపంగా కల్పిస్తూ విడంబనాలు చేశారు ఇటువైపు దైత్యులకి అదే నిజం నాటకమే నిజం అని భావించి వాళ్ళు ప్రయాసాపడుతున్నారు అనేది కనబడుతూ చూశారు ఇలా రెండు రకాలుగా కూడా ఆంజనేయ స్వామి అక్కడ నచ్చుకోవడం అనేది జరిగినది అనేక మొత్తానికి రామదూతోమాయాది వేక్షోవేక్షాయ సంకేత మొత్తానికి అన్ని కూడా చెప్పడం అనేది సీతా కూడా ఈయన ఆంజనేయ లోపల ఉన్నది ఇంద్రదేవుడే కానీ నిజంగానే పాపరిస్థితుల ఎలా వ్యవహరించాలో ఆ సంఖ్య వ్యవహరించడం అనేది జరిగింది రకంగా ఒక వ్యక్తిగా దేవతలకి ఆశ్చర్యాన్ని కలగజేస్తే విడంబనని కలగజేస్తే అదే క్రమలో అదే సమయానికి ఈశ్వరుడికి కూడా వంటనని కలగజేసే రకంగా ఆంజనేయ స్వామి నడుచుకోవడం జరుగుతున్నది వేదాంతరంలో ఎలా అయితే దేవతలు ఋషులు మొదలైన వాళ్ళందరూ కూడా చెప్తారో లంకావాసులు ఎవరు చూడలేదు కానీ కలిముక్తులు అంటే కలి జరాసంతా వికృతి వీళ్ళే మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహామహా దళితులు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉండగాని పని చేశారు వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు దేవతలతో పాటు దేవతలు లాగానే అన్ని చోట్ల కూడా వ్యాప్తమై ఉండేటటువంటి స్వభావం కలిసి ఆ దళితులకి కూడా ఉంటుంది అలాంటి కలి విశ్వశక్తి కాలు మొదలైనటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆంజనేయ చూసే నాటకాన్ని నిజంగా భావించి తెలంగాణ సీతామ్మవారికి రామచంద్రుడికి ఉద్యోగం అనేది జరిగినది సీతామ్మవారిని వెతకడానికి ఈయన వచ్చారు అది ఈ రకమైనటువంటి కాంతి అనేది తరగతి మొత్తానికి మూడు ముగ్గురు ఉన్నారు అక్కడ లంకావాసుడు ఇటువైపు దేవతలు ఋషులు మరియు చిత్రశుద్ధి తని మొదలైన దైత్యులు లంకావాసుల వాళ్ళు గమనించలేదు దేవతలు ఋషులు వీళ్ళు గమనిస్తూ ఉండగా విడంబన చేశారు దేవతలు ఋషులు ఎలా గమనించారో అదే క్రమంలో ఆ సందర్భాన్ని ఆ సత్యాన్ని కలిపురుషులు కూడా చూశారు కలిగి మొదలైన వాళ్ళందరూ కూడా చూశారు వాళ్ళకి నిజంగానే సీతావినియోగం అనేది జరిగినది నిజంగానే సీతామ వారి కోసం ఇక బాధపడుతున్నారు రామచంద్రుడు అని ఈ రకమైనటువంటి అనేకాధ్యానం అనేది కూడా కలగలేదని ఆత్మావిష్కరణే చిత్తం చక్రే మతిమతాంబర కృష్ణాకార్యం సర్వం సీతామ్మవారితో మాట్లాడడం అంగుమీకాన్ని ఇవ్వడం ఏ మొదలైనటువంటి అన్ని రకాల పనులు కూడా ఆ సీతామ్మవారితో పాటు కలిసి ఆంజనేయ స్వామి చేయడం జరిగినది అలా చేసిన తర్వాత కృష్ణాకార్యం కొరకు నిశంక ఎటువంటి శంక అనేది లేదు రాక్షసుల బాధ అనబడే తప్పటి ఆకాంక్ష అది లేకుండా హాయిగా ఏ మోమాటం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఆ లంకావనంలో లంకాపట్టణంలో ఇలాంటి లీలా విహారాలు చేసిన తర్వాత ముద్రిక చూసిన తర్వాత ఇంకా తను వచ్చి ఉన్నాను అనే విషయం రావణాసుడికి చేయాలి అలా తెలిస్తే వాడు ఎలాగో ఎలా తను బంధించడం అనేది జరుగుతుంది ఆ రకంగా వాడికి ప్రదర్శిస్తూ ఆత్మావిష్కరణ అనే వాళ్ళని మతిమంతుడు అంటారు మతిమత అంటే అంటారు బుద్ధిమంతులలో చాలా వారు అటువంటి బుద్ధిమంతుల్లో చాలా స్వామి చిత్తం తన యొక్క ఆవిష్కరణ తన యొక్క ప్రకటన తను వచ్చాను అనేటటువంటి విషయం వాళ్ళందరికీ చేయాలి అనేటటువంటి అభిప్రాయంతో ఈ రకంగా తను అక్కడ అలజడి సృష్టించడం మొదలుపెట్టారు ఏ రకంగా చేశారు అనేది ముందు శ్లోకంలో చెబుతారు అథవనమక్షరం తత్రావణస్య అవలుంచ శిబిరోహమిమేకం వినాశం సంతమానం గొడవ చేయాలి ప్రేమ చేయాలి చాలా ప్రియమైనటువంటి మనం రావణాసురుడు అటువంటి అత్యంత ప్రియమైనటువంటి ఆ వనాన్ని ధ్వంసం చేయడం అనేది మొదలు పెట్టారు ఆంజనేయుడు మనం వనం వనమధ్యంత రావణ అవలోక్య లేదా అది రావణాసుడికి చాలా ఇష్టమైనటువంటి వనం అది అలాంటి ఆ వనాన్ని సంపూర్ణంగా అనేది కూడా ధ్వంసం అనేది చేశారు అంటే అక్కడ ఉండే చెట్లన్నీ ప్రతినిధి వేసి వెళ్ళిపోతేశారు त्यावेळी ఆ చిత్రూహం వంటి వృక్షం ఏ నీడన ఇది సీతాంబ వారు కూర్చుని ఉన్నారో అటువంటి వృక్షాన్ని మాత్రం వదిలేసింది మిగిలిన అన్ని వృక్షాలని కూడా ధ్వంసం చేసేసారు ఆంజనేయస్వామి ఇలా ధ్వంసం చేశాక రాక్షసులు అనేది వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చాక వాళ్ళకు యుద్ధం చేయడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి ఆ వనంలో ఉండే ఉండేటటువంటి వృక్షాలన్నింటినీ కూడా రెడీగా పెట్టేసుకుంటారు ఆంజనేయ స్వామి అలా చేసుకొని రథనికర వినాయకం సంసమానం మూడో వంతు బలం రావణాసుడి సైన్యంలో మూడో వంతు సైన్యం ఏదైతే ఉందో అటువంటి ఆ మూడో వంతు సైన్యాన్ని నాశనం చేసేస్తే ముందు బాధుడికి యుద్ధం అనేది కష్టం కలగదు అని చెప్పి అందరి స్వామి ఈ రకంగా మూడో వంతు బలాన్ని మొత్తం చేయాలి అని అనుకున్నారు మూరతి రమాది తోరణం ఎప్పుడైతే రాక్షసుడిని సంహారం చేయాలి అని అనుకున్నారు అతమాత్రాన అక్కడ ఉండే గణాలని మోనాలని నిలబెట్టారు అతను మాత్రమే కాకుండా ఆ తోరణాన్ని లెక్కారు అంటే ఆ లంకాపట్టణాన్ని సంతోషమని చెప్పి ఒక గ్రహ ప్రాకారం అనేది ఉంది ఆ ప్రాకారం పెద్ద గోడ లాంటిది పెద్ద గోడ అని అంటారు అటువంటి పెద్ద గోడ లాంటి దాని మీద చూపించారు అతని స్వామి తోరణం చాలా పెద్ద అభిరమం చాలా పెద్దగా శబ్దం చేస్తూ చాలా గట్టిగా సింహనాథం చూస్తూ అక్కడ ఉండే వృక్షాన్ని దర్శించి వేసి తోరణాన్ని ఎక్కి కూర్చొని అందరినీ కూడా యుద్ధానికి తను ఆహ్వానం అనేది చేశారు అలాంటి ఆ రామచంద్రుడికి కొత్తగా వచ్చిన ఆంజనేయ స్వామి తెలుసుకోకుండా చాలా మంది కూడా యుద్ధానికి దిగారు అతనోదీ సంసారం వివేకీకరాంధ్రౌకృత్యతాం అతనోదీ సంసారం వివేకీకరాంధ్రౌకృత్యతాం ముందు ఆ లంకావనానికి ఉండే సంపత్తి అది అశ్వతవనానికి ఉండే రక్షకులు వచ్చారు వాళ్ళందరినీ సంహారం చేసేస్తారు వాళ్ళలో ఎవరైతే మిగిలారో అలాంటి వాళ్ళు కొంతమంది రావణాసురుడి దగ్గరికి వెళ్ళి విజయం అనేది ప్రస్తావన చేశారు భారత కపి ఈ రకంగా లంకావనాన్ని ధ్వంసం చేయడం అనేది అంత మాత్రమే కాకుండా సకల రాక్షసుల ఫలాన్ని కూడా ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే ఆ తప్పి కోసం ఏం చేయమని కావచ్చు రావడానికి అడుగుతారు అలా అడిగినప్పుడు వివేకించరాన్నావు గురువు నిగ్రహీత బంధించవలసిందిట ఆంజనేయ స్వామి మీరు ఉచి పడతారు తెలుసుకురందరికీ సమానం అనేది చేయకండి మొత్తానికి బంధించడం అనేది చేయండి ఇంకర నాయకుడి మీరు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు అలాంటి శ్రీకరారాక్షసులు అందరినీ కూడా ఆదేశించాడు రామనాథుడు అర్జునే స్వామి మీద యుద్ధం చేయడానికి స్పందించవలసిందిగా తను ఆదేశించడం అనేది జరిగింది అలాగే అందరూ కూడా వచ్చారు విధానికి అంటే తమ సదోదేవర్గో మన సరస్వతీకరా తమ సదన్మహాబలం సురాంతరాత్మని తమ సదోవివర్గో మన సరస్వతీకరా తమ సదన్మహాబలం సురాంతరాత్మను ఇతర రాక్షసులు అంటే సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు నమస్తతో విమృత్యవు వరాధారస్సు రుద్రదేవుడి వరబలముతో మరణము లేకుండా వీళ్ళు ముగ్గురైతుంది ఉన్నారు అలా పెద్ద సంఖ్యలో వాళ్ళ సైన్యం అనేది ఉన్నది వాళ్ళని చింతన చింతన రాక్షసులు అంటారు సమాసనం మహాబలం సురాంతరం సురాంతరాత్మను ఉంది ఆ దేవతల యొక్క అంతర్యాన్ని సుర సుర సుర అంతరాత్మ అంగజం గురులు దేవతలు దేవతల అంతరాత్మ అంటే వాళ్ళ అంతర్యామి అయిన వాయుదేవుడు దేవతల అంతర్యామి అయిన వాయుదేవుడి యొక్క అంగజుడు అయిన మహాబలిష్ఠుడు అయిన ఈ ఆంజనేయ స్వామి మీద వీళ్ళందరూ కూడా ఆక్రమణ ఇలా వాళ్ళందరూ కూడా ఒకేసారి తీసుకువచ్చి ఆయన మీద ఆక్రమణ అనేది మృత్యు లేకుండా సూర్యుడు వరం అనేది వాళ్ళు పొందుతున్నారు అలాంటి వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు అతి కోటియూతం వరసరక్తకాయుతం అనేక హేతు సంస్కృతం కవిక్రమాకృతోత్తరం అతి కోటియూతం వరసరక్తకాయుతం అనేక హేతు సంస్కృతం కవిక్రమాకృతోత్తరం ఎంతమంది ఉన్నారు ఆ కింకర రాక్షసులు అని అడిగితే అతీతి కోటయో ఇంత ఎనభై కోటి యూతపులు యూతపులు అంటే సేనాధిపతులు సైన్యం కాదు సేనాధిపతులే ఎనభై కోట్లు ఉన్నారు వాళ్ళ వరకు ఎంత సైన్యం ఉందో లెక్కలేదు అంతటి మహాపరాక్రమవంతులైన ఎనభై కోటి మంది సేనా నాయకులు సేనాధిపతులు ఉన్నారు ఐతానాం అష్టకం అష్టకాయుతం పురస్కరాణం అగ్రేసరాణం అష్టకాయుతం ఎక్కించబోతాం ఇంకా అంతేకాకుండా అష్టకాయుతం అష్టక అయుతం అయుతం అంటే చదివే ఎనభై వేల మంది దాకా ఉన్నారు నీతి కోటి యూతకం పురస్త పురస్త పురస్కర అష్టకాయుతం అష్టకాయుతం అయుతానం అష్టకం నుంచి అష్టకాయుతం అని చెప్తారు అయుతం అంటే ఒక లక్ష లేదా తొంభై వేలు ఈ రకంగా చెప్తారు వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే అగ్రేసర్ యుద్ధంలో ఎప్పుడు చూసినా ముందు వరుసలో ఉంటూ యుద్ధం చేసేటటువంటి మహాబలిష్ఠులైన వాళ్ళు అలాంటి మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు అష్టకాయుధం ఎనభై లక్షల మంది దాకా కూడా అగ్రేసరు అయినటువంటి యుద్ధ నిపుణులైనటువంటి సైనికులు వాళ్ళని నియమన చేయడానికి ఎనభై కోట్ల మంది సేనాధిపతులు వాళ్ళ వెనుక ఉండేటటువంటి వేల వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇటువంటి సైన్యం మన ఉండటం అనేది జరిగినది ఇలా అశీతి సహస్ర సంఖ్యాతో పురస్కరమైన సహా మొత్తానికి అశీతి సహస్ర సంఖ్యాతో పురస్కరం అష్టకం అష్ట సంఖ్యాకం అయుతం దశసహస్ర ఎస్పీ సప్తసోత్రం అతిథి సహస్ర అగ్రేసర శతసైతం కష్టం ఎనభై కోటి మంది సేనాధిపతులు అలాగే అష్టకాయుతం అయుతం అంటే పదివేలు ఎనభై వేల మంది ఎనభై వేల దాకాను కూడా యుద్ధంలో అగ్రేసరులైనటువంటి వాళ్ళు ఉన్నారు చాలా బలిష్ఠులైనటువంటి వాళ్ళు అలాంటి పెద్ద సైన్యంతో ఆంజనేయ స్వామి చుట్టూ కట్టారు వీళ్ళందరూ కూడా సమావృత సపాయు ఎనభై కోటి మంది పీఠాధిపతులు ఎనభై వేల మంది అగ్రేసరైనటువంటి వారు మహాబలి మహాబలితుడు పరాక్రమవంతుడైనటువంటి సైనికుడు ఇంత పెద్ద సైన్యం అనేది అక్కడ దానికి వస్తే వాళ్ళందరూ ఆంజనేయ స్వామిని సమావృతం ఆంజనేయ స్వామి చుట్టూ చేరారు చుట్టూ చేరి నానా రకాలుగా చేస్తూ ఉండే ఆయుధాలని బాణాలని పలు రకాలుగాను కూడా ఆంజనేయ స్వామి అలాంటి వాళ్ళు కొట్టడం అనేది చాలా అత్యంతంగా మారిపోవడంతో ఈయన పుణ్యత ఉంది ఒక క్షణంలో వాళ్ళందరినీ కూడా అరచేతిలో పట్టుకొని మరొక అరచేతితో వాళ్ళందరినీ కూడా నడిపించి సంహారం అనేది చేశారు ఆ స్వామి ఈ రకంగా ఎనభై కోటి సేనాధిపతులు ఎనభై వేల మంది అగ్రేసురులైనటువంటి మహాసైన్యం ఇటువంటి చాలా గొప్ప సైన్యం ఏదైతే ఉందో దాన్ని చూస్తూ చూస్తూనే చూసి తలప్రహార సూచిక తలపోట అరసి ఈతో గట్టిగా నలిపేసి సమగ్రంగాను కూడా వాళ్ళ సైన్యాన్ని ప్రహారాత్మకం చేశారు ఆంజనేయ స్వామి ఇలా సేనాధిపతులు చనిపోయారు సైనికులు కూడా చనిపోయారు విషయం తెలిసింది రావణాసు సమానమైన తప్పు కాదు ఇలా అని అర్థమైంది తన యొక్క సైనికుల కంటే సేనాధిపతుల కంటే మహాబలిష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరైతే మంత్రిశక్తులు అనేవాళ్ళు ఉన్నారో అలాంటి మంత్రిశక్తులు అందరినీ కూడా ఆదేశించి ఆంజనేయ స్వామిని బంధించవలసిందిగా పాటించారు పునఃమంత్రిపుత్రకాన్ రావణ ప్రచోదితాన్ అమర్త సప్త పర్వత ప్రభాకరాధిరక్ష వాళ్ళు ఎలా ఉన్నారు చూడటానికి అంటే ఏడు పెద్ద పెద్ద పర్వతాలు ఆ ఏడు రకాలుగాను కూడా వెలుగుతో విరసించేటటువంటి ఏడు పర్వతాలు కలిసి వస్తే ఎలా కనిపించాలో అలా నటించారు వీళ్ళందరూ కూడా అలాంటి ఆ మహాపరిష్ఠులైన వాళ్ళు సేనాధిపతుల కంటే సైనికుల కంటే అత్యుత్తరుల కంటే మహాపరాక్రమవంతులైన వాళ్ళు మంత్రిపుత్రులు ఇలాంటి మంత్రిపుత్రులందరినీ కూడా ఆ రామచంద్రుడి ఆంజనేయ స్వామి మీద ఈ తారీఖు పంపించాడు రామాచంద్రుడు అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వరాభిరక్షిణ వాడికి కూడా దేవతల వరాలు అంటే వరం మొదలైనటువంటి వరాలు మొదలైన కూడా ఉన్నాయి అటువంటి ఆ వరాలతో ఇష్టమైన వాళ్ళు శక్తి ఉదయింపులైనటువంటి వాళ్ళు ఒక క్షణంలో ఆంజనేయ స్వామి మీద చుట్టూ కట్టి ఏడు దిశలలోనూ కూడా ఉంటూ ఏడు దిశలుగా ఏడు దిశలలో నుండి వివిధ ప్రకారాలుగా ఉండేటటువంటి ఆయుధాన్ని విసిరి కొట్టడం అనేది చేశారు వాళ్ళు కూడా ఈ రకంగా ఆయుధాలన్నీ కూడా కొట్టారు వాడు భారత శాసనం రిటర్న్ చేసినట్టు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా సమాధానం చేశారు ముక్తి ముక్తిఘాతం ఒకరిని ముక్తి కొట్టి ఒకటి పాదాలతో నడిపేసి ఈ రకంగా నానా రకాలుగా నడుచుకున్న ఆ రాక్షస స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంహారం అనేది చేశారు అతనే స్వామి వ్యాప్త సర్వరక్షత భాగం వాళ్ళ వెంట కూడా చాలా మంది రాక్షసులు వచ్చారు వాళ్ళ వెంట వచ్చినటువంటి చాలా మంది రాక్షసులు ముందు చనిపోయినటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో లంకాస్థితులైనటువంటి రాక్షసులు వాళ్ళందరూ కూడా ఈ రకంగా బయలుదేరి వస్తే ఆ లంకావాసులైనటువంటి రాక్షసుల సంవత్సరం పాపులేషన్ లో మూడో వస్తు పాపులేషన్ మూడో వస్తు సైన్యాన్ని సర్వ వాటిని జరిగిస్తాం సర్వ అంటే రుద్రదేవుడు రుద్రదేవుడి వరముతో మృత్యురైతులైనటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఆ బలిష్ఠుడు దాంతోనే వారికి గర్వం అనేది కూడా వచ్చింది వాళ్ళ సైన్యానికి ముందు వరుసలోకి విసర్జించేటటువంటి వాళ్ళైన వాళ్ళు అలాంటి మహా అద్భుతులైన ఆ ఏడుగురు రాష్ట్రుల్ని ఏడు క్షణాలలో సమానం చేసేశారు అతను కానీ ఈ రకంగా మంచి శుద్ధులు కూడా సమాలోచించారు అంటే దక్షిణ కవి సామాన్యమైనటువంటి తప్పి కాదు సామాన్యమైనటువంటి మాత్రం కాదు అర్థమైంది రావణాకు తను ఏం చేశాడు మనం బ్రహ్మహారే బలం నిరాక్షత కుమారమక్షమస్తమం మనో బ్రహ్మహారే బలం ఆ కవి దక్షిణ వానరుడు యొక్క అపరిమితమైన బలాన్ని అనేది తెలుసుకుని సామాన్యుడిని పంపిస్తే ఆయన సమరింపబడడం అనేది కష్టమని తెలుసుకొని అనూపము కుమారహితమైన మహాబలం అనేది ఆ వారికి అర్థమై ఆయనని బంధించాలి అంటే తనే వెళ్ళాలి లేదా తనకు సమానమైనటువంటి వాడు తన కుమారుడు అక్ష అని వాడి పేరు కుమార మత్సమ ఎలాంటి వాడు అంటే రావణాసుడికి సమానమైన బలం ఉన్నవాడు అలాంటి రావణాసుడికి సమానమైన బలం ఉన్నవారు అక్ష కుమార అని వాడికి పేరు అలాంటి అక్ష ఆంజనేయ స్వామికి నిత్యం దాని తండ్రి గారైన వచ్చి రావడంతోనే దివ్యమైన అస్త్రాలన్నీ ప్రయోగించాడు అక్షయకుమారుడు వాటిని ప్రయోగించిన ఆంజనేయ స్వామి జరగలేదు లక్ష్యకుమారుడిని కూడా సంహారం చేశారు అనే మాట వస్తుంది అదేం కాదు మనం తెలుసుకున్నాం